హలో ఏమండి ఈరోజు నేను కొత్త చీర కట్టుకున్నాను కదా ఎలా కనిపిస్తానా నాన్న చెప్పరా ప్లీజ్ ఏమే పేడ ఫ్రెష్గా ఎండిపోయిన పేడ పేడైనా పేడ ఫ్రెష్గా ఉన్నంత మాత్రాన పెరిగన్నం కాదే ఎడ్డచ్చి నన్ను తిడుతూ ఉంటారు అందుకే అండి నేను మీతో కాపురం చేయండి వాళ్ళని చూసారా నాకు తీసుకురావాలనే ఉంది మల్లెపూలు కాకపోతే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో ఒకవేళ ఒప్పుకుంటే ఈ పాటికి ఒక పది పదిహేను సార్లు తీసుకొచ్చి వచ్చేవాడిని నేను కూడా ఎరా రాజు నువ్వు పెద్ద ఏం కావాలనుకుంటున్నావురా ఎరా రాజు మీ నాన్నగారు అంత పెద్ద డాక్టరా లేదు సారు అట్లా కావాలని వెనక్కటికి నీలాంటోడే మరి అప్లికేషన్ ఫామ్లో సిక్స్ అని కనపడితే వీక్లీ త్రీ టైమ్స్ అని ఫిల్ చేసిందంట